ఫోర్కోని మీరు లగేజ్ చెక్ హలో అన్న నమస్తే రాజు నమస్తే ఎట్లే దెబ్బ తాకిందా బాగా అన్న అంటే ఎక్కడ నువ్వు నేను బచ్చినపేట పిఎస్ నుంచి మన ఉస్మానియా హాస్పిటల్కి రాసిరన్న అంటే ఇక్కడ హాస్పిటల్ నుంచి దెబ్బ కట్టకి బాధ కిందా తలకి బాధ రాజు హీరోనే రాజకీయం రాజకీయం కాదు అన్న రాజు హీరోనే అంతే కదా <laughs> అంతేనా చంద్రబాబు చూద్దాం అక్కడ చూసి నేను వేరే ట్రీట్మెంట్ చేస్తా చెప్పినా అన్న అన్న ఉస్మానియా లేకుండా ట్రీట్మెంట్ లేకుండా యశోద షిఫ్ట్ చేయమని చెప్పినా అన్న అన్న డాక్టర్ చూపడతారు అటు మనం ఉన్నారు అందరు అన్న అన్న ఓకే అన్న నాతో పాటు అన్న అన్న ఓకే ఇంకో డాక్టర్ రాజు రాజు అన్న సాతిల్ రాజు అని ఉన్నాడు పక్కన ఉన్నాడు అన్న అన్న అన్న నమస్తే అన్న రాజు రాజు ఎట్లున్నది అన్న స్టిచ్చింగ్ పడ్డాయి అన్న తలకి స్టిచ్చింగ్ పడ్డాయా అవునన్న ఇప్పుడు ఉస్మాన్ తీసుకోదు అక్కడ లేకుంటే నేను యశో తీసుకోమని చెప్పిన ఆల్రెడీ సరే అన్న చూడు అక్కడ చూపెట్టి యశో తీసుకోదు కాదు డ్రేస్ నేను తీసుకుంటే కాదు హీరోలు హీరోలకు ఒకటాడి మీరు వీడియో చూసి నేను ఏ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోవచ్చు మీ ఫీల్ మొత్తం గ్రేట్ గ్రేట్ బాగా కొట్టాడు ఏం కాదు థ్యాంక్ యూ అన్న నేను కూడా వస్తాను ఢిల్లీలో పాల్గొనే కానీ నేను కూడా ఓకే ఓకే అన్న ధైర్యం ఉండాలి సరే అన్న సరే సరే నాకు కదా అవునా కాదు గారు నేను ఇష్యూ ట్రీట్మెంట్ చెప్తాను సరే అన్న సరే సరే సరే మీరు ముందే లగేజ్ చెక్ హలో అన్న నమస్తే రాజు నమస్తే ఎట్లే అన్న దెబ్బ తాకిందా బాగా తాకింది అన్న అదే ఎక్కడ నువ్వు నేను బచ్చినపేట పిఎస్ నుంచి మన ఉస్మానియా హాస్పిటల్ రాసిరన్న అంటే ఇక్కడ హాస్పిటల్ నుంచి దెబ్బ కదా బాగా తాకిందా తలకి బాగా రాజు హీరోనే రాజకీయం రాజకీయం కాదు అన్న రాజు హీరోనే అంతే కదా అంతేనా అందరూ చూద్దాం అక్కడ చూసి నేను వేరే ట్రీట్మెంట్ చేస్తా చెప్పినా అన్నా అన్న ఉస్మానియా లేకుండా ట్రీట్మెంట్ లేకుండా యశోద షిఫ్ట్ చేయమని చెప్పినా అన్నా అన్న డాక్టర్ చూపడతారు అక్కడ మనం ఉన్నారు అందరు అన్నా ఓకే అన్న నాతో పాటు అన్నా అన్న ఓకే ఇంకో రాజు రాజు అన్న సాతిల్ రాజు అని ఉన్నాడు పక్కన ఉన్నాడు అన్న అన్న అన్నా నమస్తే అన్న రాజు రాజు ఎట్లున్నది అన్న స్టిచ్చింగ్ పడ్డా అన్న తలకి స్టిచ్చింగ్ పడ్డాయా అవునన్నా ఇప్పుడు ఉస్మాన్ తీసుకోవద్దు అక్కడ లేకుంటే నేను యశో తీసుకోమని చెప్పాను ఆల్రెడీ సరే అన్న చూడు అక్కడ చూపెట్టి షో ఇంకా ఓకే అన్న హీరోలు హీరోలకు కొట్లాడి మీరు వీడియో చూసి నేను ఏ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోతుంది ఫీల్ మొత్తం గ్రేట్ గ్రేట్ బాగా కొట్లాడారు ఏం థ్యాంక్ యూ అన్న నేను కూడా వస్తాను ఢిల్లీలో పాల్గొనే నేను కూడా వస్తాను ఓకే అన్న ఇంకా ధైర్యం ఉండాలి సరే అన్న సరే సరే ఇంకో నాకు బస్ ఉంటుంది నేను ట్రీట్మెంట్ చెప్తాను సరే అన్న సరే సరే సరే